అందరికీ కోచింగ్ అయిపోయిందా కోచింగ్ కంప్లీట్ అయిపోయిందా మరి ఎగ్జామ్ తొందరగా ఉంది కదా మార్చిలోపు ఎగ్జామ్ అయిపోతుంది మరి అందరు కోచింగ్ కోచింగ్ కంప్లీట్ చేసుకున్నారా త్రీ మంత్స్ ఎంతో మనకు పీరియడ్ ఉంటుంది కదా కోచింగ్ అప్పుడు అట్లా కాదు మామూలుగా ముందే పోతారు కదా ఈవెంట్స్ ముందే కోచింగ్ వేసి వస్తారు కదా ఉన్నారా కోచింగ్ వాళ్ళు అలాగే లోకల్లో కూడా కండక్ట్ చేసినట్టున్నారు కదా నాగరికంలో కూడా నాగరికం వనపర్తి ఈవెంట్స్ అయిపోతాయి లేదు దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు ఊకే మీకు టెన్షన్ ఉంటుంది కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీ అందరికీ ఈవెంట్స్ ఈజీ అయిపోతాయి దాని గురించి పెద్ద సిక్స్టీన్ హండ్రెడ్ చేయొచ్చు ఒకటే సిక్స్టీ హండ్రెడా షార్ట్ కూడా అది బుక్ చేయొచ్చు దానికి ఏం పెద్ద టెన్షన్ లేదు లాంగ్ జంప్ కూడా ఎగరొచ్చు ఎగిరేటప్పుడు కొంచెం గీత మీద కరెక్ట్ పడైతే చూడాలి త్రీ ఛాన్సెస్ ఉంటాయి కదా ఫస్ట్ ఛాన్స్ కంప్లీట్ చేసేటప్పుడు చూడాలా కొద్దిగా ఎట్లా ప్రాక్టీస్ చేస్తాను హై జంప్ కూడా టెన్షన్ కొద్దిగా పడట్లేదా తెలిసింది తెలిసింది కదా సార్ నేను నాకు లోన్ క్రియేట్ చేయండి ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నాను నాకు కూడా లాంగ్ జంప్ కాకపోతే సిక్స్ మీటర్స్ చూసిందా అందులో five point eight twenty twenty twenty centimetres ఉంటుందా అంతేనా ట్వంటీ సెంటీమీటర్స్ అంటే ఎంత అంతే కదా Thank you.